నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నాలుగు రాష్ట్రాల్లో తొలగని వరద కష్టాలు నూట ఎనభై మూడుకు చేరిన మృతుల సంఖ్య పదుల సంఖ్యలో గల్లంతు పునరావాస శిబిరాల్లో లక్షల మంది బాధితులు కేరళ గుజరాత్ ను వెంటాడుతున్న వర్షాలు మలపురం జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి అరవై మంది గల్లంతు కొనసాగుతున్న మృతదేహాల వెలికితీతారు కృష్ణానదిలో కొనసాగుతున్న వరద ఉధృతి సాగర్కు ఎనిమిది లక్షల క్యూసెక్కులకు పైగా రాక కాసేపట్లో క్రస్ట్ గేట్ల ద్వారా పులిచింతలకు నీటి విడుదల ఏపీలో గ్రామ సచివాలయ పోస్టులకు ఇరవై రెండు లక్షలకు పైగా దరఖాస్తులు సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు విడతల్లో రాత పరీక్షలు అక్టోబర్ రెండులోగా నియామకాలు వరంగల్లో మరో దారుణం బాలికపై ముగ్గురు అత్యాచారం అవమానంతో బాధితురాలి ఆత్మహత్య పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు శ్రీనగర్లో మరోసారి నిషేధాజ్ఞలు ఆదివారం స్వల్ప ఘర్షణలతో ఆంక్షలు బక్రీద్ వేళ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు జైత్ర యాత్ర రెండో వన్డేలో యాభై తొమ్మిది పరుగుల తేడాతో గెలుపు శతకంతో సత్తా చాటిన కోహ్లీ కొత్త రికార్డులు నమోదు దక్షిణ పశ్చిమ భారతంలోని నాలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదల విధ్వంసం కొనసాగుతోంది కేరళ కర్ణాటక మహారాష్ట గుజరాత్ల్లో వరదలకు ఇప్పటి వరకు మంది ప్రాణాలు కోల్పోయారు కేరళలో వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతుండగా మలప్పురం జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో అరవై మంది సజీవ సమాధి అయ్యారని అనుమానిస్తున్నారు మహారాష్ట కర్ణాటకల్లో వరద ముంపు వీడలేదు గుజరాత్లో వరుణుడి జోరు కొనసాగుతుండగా ప్రజల కష్టాలు రెట్టింపవుతున్నాయి దేశంలో కేరళ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్లో భారీ వర్షాలు వరదల బీభత్సం కొనసాగుతూనే ఉంది వరుణ ప్రతాపంతో కకావికలమైన కేరళలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది గత నాలుగు రోజుల్లో వర్షాలు వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య డెబ్బై రెండుకు చేరుకోగా మరో యాభై ఎనిమిది మంది ఆచూకీ గల్లంతైంది మలప్పురం జిల్లా కవలప్పరలో కొండ చర్యలు విరిగిపడి ముప్పై ఐదిళ్లు పూర్తిగా నేలమట్టం కాగా వాటిలో నుంచి ఇప్పటి వరకు పదకొండు మృతదేహాలను వెలికితీశారు ఈ ఘటనలో అరవై ఐదు మంది వరకు సజీవ సమాధై ఉంటారని స్థానికులు అంచనా వేస్తుండగా గల్లంతైన వారి కోసం వెతుకులాట కొనసాగుతోంది కాంగ్రెస్ నేత వైనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పలు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు కొండ చర్యలు విరిగిపడిన చోట సహాయ చర్యలను పరిశీలించారు కేరళలో ఆదివారం కూడా పలుచోట్ల వర్షాలు కురవగా రెండు లక్షల యాభై ఒక్క వేల మంది వరద బాధితులను వెయ్యి ఆరు వందల ముప్పై తొమ్మిది పునరావాస కేంద్రాలకు తరలించారు వరదలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ సుమారు మూడు వేల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెల్లడించారు పాలక్కడ్ జిల్లాలో అనేక మంది ఇంకా వరదల్లోనే చిక్కుకొని ఉన్నారన్న ఆయన వారిని కాపాడేందుకు సహాయ బృందాలు కృషి చేస్తున్నాయని వివరించారు కర్ణాటకలోనూ వరద పరిస్థితి భయానకంగా ఉంది ఆదివారం ఒక్కరోజే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా రాష్ట్రంలో మృతుల సంఖ్య నలభైకి చేరింది మరో పద్నాలుగు మంది ఆచూకీ గల్లంతైంది ఐదు లక్షల ఎనభై రెండు వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన సిబ్బంది అందులో మూడు లక్షల ఇరవై ఏడు వేల మందికి వెయ్యి నూట అరవై ఎనిమిది పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు వరదల్లో చిక్కుకున్న యాభై వేల ఐదు వందల తొంభై ఐదు పశువులను కాపాడినట్లు ప్రభుత్వం తెలిపింది కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేయడం సహా పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి యడియూరప్ప కర్ణాటకకు సుమారు నలభై వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు వరదలకు ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఇళ్లు ధ్వంసమయ్యాయని నాలుగు లక్షల పదహారు వేల హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద మూడు వేల కోట్లు విడుదల చేయాలని అభ్యర్థించారు మహారాష్ట్రలో వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ వాటి వల్ల కలిగిన నష్టం అపారంగానే ఉంది ఇప్పటి వరకు నలభై మంది మృతి చెందగా నాలుగు లక్షల మంది సర్వం కోల్పోయారు సుమారు ఐదు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా వరద పీడిత సంగ్లీ కొల్హాపూర్ జిల్లాల్లోనే నాలుగు లక్షల నాలుగు వేల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు ఈ జిల్లాల్లో వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టిందన్న అధికారులు ఆర్మీ కోస్ట్ గార్డు ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన నూట ఐదు బృందాలతో పాటు పోలీసుల సహాయ చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విహంగ వీక్షణం ద్వారా వరద బాధిత ప్రాంతాలను పరిశీలించారు సంగ్లీలో ఆర్మీ చేపట్టిన సహాయ చర్యల పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తుండగా ఓ చిన్నారి జవానుకు సెల్యూట్ చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది గుజరాత్ లో కొనసాగుతూనే ఉంది సౌరాష్ట్ర ప్రాంతంలో ఆదివారం ఒక్కరోజే వర్షాలు వరదలకు పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య ముప్పై ఒకటికి చేరింది పది మంది మత్స్యకారులు సహా పన్నెండు మంది ఆచూకీ గల్లంతైంది ఇవాళ కూడా సౌరాష్ట్ర కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల పడవలు గల్లంతై ఎక్కువ మరణాలు సంభవించగా వర్షాలను దృష్టిలో పెట్టుకుని వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం సూచించింది నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది ఇన్ఫ్లో ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల మూడు వందల యాభై నాలుగు క్యూసెక్కులుగా ఉంది సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల అడుగులకు చేరింది నాగార్జున సాగర్ పూర్తి స్థాయి సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు అయితే ప్రస్తుతం రెండు వందల పది టీఎంసీలకు చేరుకుంది ఎగువన శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది ఇన్ఫ్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై క్యూసెక్కులుగా ఉంది ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా నలభై వేల క్యూసెక్కులు కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై రెండు క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు పది గేట్ల ద్వారా ఏడు లక్షల అరవై ఏడు వేల నూట ముప్పై క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు పైనుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని అధికారులు కాసేపట్లో సాగర్ గేట్లు తెరవనున్నారు నాలుగు క్రస్ట్ గేట్ల ద్వారా దిగువన పులిచింతల ప్రాజెక్టుకు నీరు విడుదల చేయనున్నారు రెండు వారాల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది ప్రవాహం నెమ్మదించినందున ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికల్ని ఉపసంహరించారు అయితే దేవీపట్నం మండలంతో పాటు కోనసీమ లోతట్టు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి దేవీపట్నం మండలంలోని ముప్పై ఆరు గ్రామాలకు ఇప్పటికీ రాకపోకలు సాగడం లేదు పన్నెండు రోజులుగా నీట మునిగిన గండిపోసమ్మ ఆలయంలో పేరుకుపోయిన బురదను గ్రామస్తులు ఎత్తిపోసి ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు విద్యుత్ సౌకర్యం ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో జనం అంధకారంలోనే ఉన్నారు చాలా మందికి సరైన ఆహారం నీరు అందక ఇబ్బంది పడుతున్నారు ముమ్మిడివరం మండలంలోని ఆరు లంక గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి అయినవిల్లి మండలంలో కాజ్వే పై నుంచి నీరు పారుతూనే ఉంది పన్నెండు రోజులైన చాకలిపాలెం కాజ్వే ముంపు నుంచి బయటపడలేదు కే ఏనుగుపల్లి లంక శివాయలంక ప్రధాన రహదారిపై వరద తగ్గకపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది గోదావరి వరదలతో లంక గ్రామాల్లోని రెండు ఎకరాల్లోని ఆకుకూరలు బొప్పాయి సహా ఇతర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలకు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది సుమారు లక్ష ఉద్యోగాల భర్తీకి జులై ఇరవై ఆరున ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల పది వరకు తొలుత గడువు విధించగా ఉభయ గోదావరి జిల్లాల్లో వరదల దృష్ట్యా గడువును నిన్నటి వరకు పెంచింది ఆదివారం రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేయగా పలుమార్లు వెబ్సైట్ నెమ్మదించింది ఆదివారం ఉదయం వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని కేటగిరీల్లో మొత్తం ఇరవై లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి కేటగిరీ వన్లోని ఉద్యోగాల కోసం పదమూడు లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి వీరికి సెప్టెంబర్ ఒకటిన రాత పరీక్ష ఉంటుంది కేటగిరీ మూడులోని పోస్టుల కోసం ఆరు లక్షల నలభై ఎనిమిది వేల పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా సెప్టెంబర్ ఎనిమిదిన రాత పరీక్ష జరుగుతుంది పరీక్షలో వచ్చిన మార్కులు రిజర్వేషన్లు రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లాల వారీగా ప్రకటిస్తారు అక్టోబర్ రెండు నుంచి రాష్ట వ్యాప్తంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు కొలువు తీరనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కాంచీపురం తిరుమలలో పర్యటించనున్నారు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు బేగంపేట నుంచి కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న ఆయన తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు తిరుపతి చేరుకుని రోడ్డు మార్గం ద్వారా కంచికి వెళ్తారు అక్కడ అత్తి వరదరాజస్వామిని దర్శించుకుని అనంతరం తిరుపతికి వెళ్తారు మధ్యాహ్నం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు సాయంత్రం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు జమ్మూ కశ్మీర్లో ప్రశాంత వాతావరణం కొనసాగుతున్నప్పటికీ శ్రీనగర్లో చెదురుమదురు ఘటనలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ నిషేధాజ్ఞలు విధించారు సెక్షన్ నూట నలభై నాలుగును ఉపసంహరించాక ఆదివారం ఘర్షణలు చోటు చేసుకోవడంతో మళ్లీ ఆంక్షలు విధించారు అయితే బక్రీద్ సందర్భంగా మసీదుల్లో ప్రార్థనలకు అనుమతినిస్తామని ఫోన్ సేవలపై ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు జమ్మూ కశ్మీర్లో ప్రజాజీవనం సాఫీగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది సెలవు దినాలైన బ్యాంకులు ఏటీఎంలు పనిచేస్తారు చేస్తున్నాయని ఉద్యోగులు తాత్కాలిక కార్మికుల వేతనాల చెల్లింపులు చేశామని హోంశాఖ ఓ ప్రకటన జారీ చేసింది బక్రీద్ కోసం రెండున్నర లక్షల గొర్రెలు అందుబాటులో ఉంచేందుకు శ్రీనగర్లో ఆరు మార్కెట్లు ఏర్పాటు చేశారు కశ్మీర్ డివిజన్లో మూడు దుకాణాల ద్వారా సరుకుల సరఫరా జరుగుతోంది ఆగస్టు పద్దెనిమిది నుంచి హజ్ యాత్రికులు తిరిగి రానున్నందున విమానాశ్రయాల్లో డిప్యూటీ కమిషనర్లను నోడల్ అధికారులుగా నియమించామని హోంశాఖ స్పష్టం చేసింది అరవై రోజులకు సరిపడా నిత్యావసర సరుకుల నిల్వలు ఉన్నాయని తెలిపారు తెలిపిన కేంద్ర హోంశాఖ బంధువుల మధ్య సమాచారం కోసం మూడు టెలిఫోన్ బూత్లు ఏర్పాటు సహా ఇరవై గంటల పాటు విద్యుత్ తాగునీరు సరఫరా అవుతోందని ప్రకటనలో పేర్కొంది స్వాతంత్ర దినోత్సవంలోగా ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన కింద రెండు కోట్ల మంది చిన్న సన్నకారు రైతుల్ని ఉమ్మడి సేవా కేంద్రాల పథకంలో చేర్చుకోవాలని ఈ గవర్నెన్స్ ఇండియా లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ సంస్థ దేశవ్యాప్తంగా మూడున్నర లక్షలకు పైగా ఉమ్మడి సేవా కేంద్రాలు నిర్వహిస్తోంది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల వయస్సు ఉన్న రైతులు ఈ పథకంలో చేరవచ్చు వయస్సును అనుసరించి నెలకు యాభై ఐదు నుంచి రెండు వందల రూపాయల వరకు ప్రీమియం చెల్లించాలి రైతులు చెల్లించే మొత్తానికి సమాన మొత్తాన్ని ప్రభుత్వం కూడా ప్రీమియంగా చెల్లిస్తుంది ఈ పథకాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం ప్రారంభించగా అర్హులైన అరవై ఏళ్లకు పైబడిన రైతులకు నెలకు మూడు రూపాయల పింఛన్ లభించనుంది అర్హత ఉన్న రైతులు సమీపంలోని ఉమ్మడి సేవా కేంద్రాలకు వెళ్లి ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ వివరాలు సమర్పించి పథకంలో చేరవచ్చు సీఎస్సీలను నిర్వహించే వీఎల్ఈలు రైతుల వివరాలు తీసుకున్న తర్వాత ఆన్లైన్లో నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారు తర్వాత రైతుకు సమాచారం అందిస్తారు వారికి ప్రత్యేకమైన పింఛన్ ఖాతా సంఖ్యతో పీఎం కేఎంవై పెన్షన్ కార్డు ఇస్తారు వీరికి నెలకు మూడు వేల చొప్పున పింఛన్ అందజేస్తారు ఎన్నికల ప్రవర్తన నియమావళి భారత రాజకీయ వ్యవస్థలో అతిపెద్ద విజయమని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా అన్నారు కోల్కతా ఐఐఎంలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన అన్ని పార్టీల ఏకగ్రీవ అంగీకారంతోనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు నేరపూరిత ఉద్దేశంతో కూడుకున్నవని వ్యాఖ్యానించారు ఇతర యంత్రాల మాదిరిగానే ఈవీఎంలు అప్పుడప్పుడు మొరాయిస్తూ ఉంటాయన్న అరోడా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు తమ ఓటమికి ఈవీఎం యంత్రాలను నిందించడం భావ్యం కాదని కొన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఈ ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ సమగ్రతను దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు అక్టోబర్ నవంబర్లో జరిగే మహారాష్ట హర్యానా ఎన్నికలపై ఈసీ దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు వరంగల్లో చిన్నారిపై అత్యాచారం హత్య ఘటన మరొక ముందే మరో దారుణం జరిగింది హన్మకొండకు చెందిన ఓ బాలికపై శనివారం సాయంత్రం ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు ఆ అవమానం భరించలేక నిన్న తెల్లవారుజామున బాలిక ఇంట్లోని వాటర్ ట్యాంక్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది తల్లిదండ్రులు లేని పదిహేనేళ్ల బాలిక నానమ్మ వద్ద ఉంటూ ఓ పాఠశాలలో చదువుతోంది ఈ క్రమంలో హసన్పర్తి మండలం పెంబర్తికి చెందిన తిరుపతి ప్రసన్న కుమార్లతో బాలికకు గతంలో పరిచయం ఉంది బాలిక ఇంటికి వచ్చిన నిందితులు ఆమెకు మాయమాటలు చెప్పి పెంపర్తి అమరావతి సమీపంలోనే నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఇంటికొచ్చిన బాలిక తన నానమ్మకు విషయాన్ని చెప్పింది మర్నాడు తెల్లవారుజామున నానమ్మ ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది వరంగల్ ఎంజీఎంలో హడావుడిగా శవపరీక్ష నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు ఆస్పత్రి వద్ద బాలిక మృతదేహానికి నివాళులర్పించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు ఈ కేసులో అత్యాచారానికి పాల్పడిన తిరుపతి సహా మైనర్ బాలుడిని పోలీసులు అదుపులో అదుపులోకి తీసుకున్నారు మరో నిందితుడు ప్రసన్న కుమార్ పరారీలో ఉన్నాడు హైదరాబాద్ కు చెందిన జస్ప్రీత్ సింగ్ భాటియా అనే విద్యార్థి ఉక్రెయిన్ లో ప్రాణాలు కోల్పోయాడు ముంబైలో చదువుతూ కళాశాల ఇంటర్న్షిప్ లో భాగంగా ఉక్రెయిన్ వెళ్లిన భాటియా ప్రమాదవశాత్తు అక్కడ ఓ నదిలో పడి మృతి చెందాడు ఈ సమాచారం తెలుసుకున్న హైదరాబాద్ నాంపల్లి భాగ్యనగర్ కాలనీలో ఉండే అతడి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు Telangana minority commission chairman Mohammed Khamruddin బాధిత కుటుంబాన్ని పరామర్శి పరామర్శించి మృతదేహాన్ని త్వరగా స్వదేశం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు బాధిత కుటుంబంతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడారని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కమిషన్ చైర్మన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో కేటాయింపులు జరిగేలా కృషి చేస్తానని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల జనాభా పద్దెనిమిది శాతం ఉంటే పదిహేను శాతం మాత్రమే బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పారు SC ST BC minority backlog పోస్టుల్ని భర్తీ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు राज्य के बजट में शेड्यूल कास्ट के लिए भी 18 परसेंट प्लान होना चाहिए इसी तरह का एक मेमोरेंडम मेरे पास आया है और वो भी मुख्यमंत्री जी के पास मैं भेज दूंगा और आंध्र प्रदेश में शेड्यूल कास्ट को 18 परसेंट जो स्पेशल कम्पोनेंट प्लान होता है राज्य का वो मिलने के लिए मैं जरूर कोशिश करने वाला हूँ Sri Lanka high commissioner Austin Fernando Andhra Pradesh governor Biswabhusan Harichandan ను మర్యాదపూర్వకంగా కలిశారు ఆంధ్రప్రదేశ్లోని విశిష్ట బౌద్ద పుణ్యక్షేత్రాల గురించి శ్రీలంక హై కమిషనర్ కు గవర్నర్ వివరించారు శ్రీలంక ఆంధ్రప్రదేశ్ మధ్య పర్యాటక రంగం అభివృద్దికి సహకరించాలని కోరారు ఇటీవల విజయవాడలో నిర్వహించిన డిప్లొమాటిక్ అవుట్ రీచ్ కార్యక్రమం గురించి కూడా వివరించిన గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రెండో అతిపెద్ద సముద్ర తీరంతో పెట్టుబడులకు అన్ని విధాల అనుకూలమని తెలిపారు సింగిల్ విండో విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వ కనుగొనున్నట్లు గవర్నర్ శ్రీలంక హై కు చెప్పారు అనేక రంగాల్లో శ్రీలంక భారత్ మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని శ్రీలంక హై కమిషనర్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ క్రీడాభివృద్ధికి త్వరలో క్రీడా క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఏపీ క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు టాలెంట్ హంట్ పేరుతో పన్నెండు నెలలు పన్నెండు జిల్లాల్లో క్రీడా పోటీలు నిర్వహించి తుది పోటీలను అమరావతిలో ఏర్పాటు చేస్తామన్నారు ఈ టోర్నీకి ముఖ్యమంత్రి కప్గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు మనం పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ అలా చేస్తాం లంచ్ అలా చేస్తాం డిన్నర్ అలా చేస్తాం ఈ స్పోర్ట్స్ కూడా ఆడే విధంగా ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి హై స్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియట్ కాలేజీ నుంచి డిగ్రీ కాలేజీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రత్యేకంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పడం విద్యాశాఖ మంత్రి కూడా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు ప్రకృతిని ఆరాధించే గిరిజనులు తొమ్మిది రోజుల పాటు గోధుమ నారుకు పూజలు చేస్తారు చివరి రోజున గోధుమ నారు బుట్టల్ని చెరువులో నిమజ్జనం చేస్తారు వర్షాలు సమృద్దిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని కన్నెపిల్లలకు మంచి భర్తలు దొరకాలి అన్న ముక్కులతో గిరిజనులు ఈ పండుగను జరుపుకుంటారు వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో జరిగిన తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంపీ మాలోతు కవిత మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు తీజ్ పండుగను బతుకమ్మలాగా రాష్ట ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రూప్లా నాయక్ తండాలో జరిగిన వేడుకలకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ హాజరయ్యారు మహబూబాబాద్ లోను గిరిజనులు తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా బంజారా దుస్తులు ధరించిన మహిళల నృత్యాలు అందరినీ అలరించాయి పదో తరగతి పన్నెండవ తరగతి పరీక్ష ఫీజుల్ని central board of secondary education CBSE భారీగా పెంచింది ఎస్సీ ఎస్టీల విద్యార్థులకు పరీక్ష ఫీజును ఇరవై రెట్లు సాధారణ కేటగిరీ విద్యార్థులకి రెట్టింపు చేసింది ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ కేటగిరీ విద్యార్థుల పరీక్ష ఫీజు యాబై రూపాయలు ఉండగా పన్నెండు రూపాయలు చెల్లించాలని సీబీఎస్ఈ పేర్కొంది సాధారణ విద్యార్థులు పదిహేను వందల రూపాయలు చెల్లించాలని స్పష్టం చేసింది ఈ మేరకు గత వారం ఫీజుల్లో మార్పులు చేసిన సీబీఎస్ఈ తదనుగుణంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని పాఠశాలల్ని ఆదేశించింది నూరు శాతం శాతం అంధత్వం ఉన్న విద్యార్థులకు ఫీజును పూర్తిగా మినహాయిస్తున్నట్లు బోర్డు పేర్కొంది సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీసిన ఘటనలు ఎన్నో చూశాం కానీ అదే సెల్ఫీ మోజు కర్ణాటకలో ఓ వృద్ధుడి ప్రాణం నిలిపింది దావనగిరి జిల్లా హరిహర తాలూకాలో తుంగభద్ర నది వంతెనపై నుంచి ప్రయాణిస్తున్న యువకుడు మనోహరమైన ఆ ప్రకృతి అందాల నడుమ తన రూపాన్ని కెమెరాలో బంధించాలి అనుకున్నాడు ఫోన్ తీసి కెమెరాతో సెల్ఫీలు మొదలుపెట్టాడు నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డుకు అవతలి పక్కన ఉన్న ఓ వృద్ధుడు కెమెరాలో కనిపించాడు వెనక్కి తిరిగి చూస్తే నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది వెంటనే గట్టిగా కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు స్పందించిన స్థానికులు వృద్ధుడిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పదిహేను కిలోమీటర్ల మేర జాతీయ జెండాతో మానవహారం నిర్వహించి రికార్డు సృష్టించారు వసుదైవ్ కుటుంబం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సైనికాధికారులు పాఠశాల విద్యార్థులు స్థానికులు పాల్గొనగా భారీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా champions book of world records లో చోటు సంపాదించారు వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు యాభై తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి రెండు పరుగులు చేసింది ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు పరుగులకే పెవిలియన్ చేరగా మరో ఓపెనర్ రోహిత్ శర్మతో జత కలిసిన సారథి విరాట్ కోహ్లీ రెండో వికెట్ కు డెబ్బై పరుగులు జోడించారు రోహిత్ పద్దెనిమిది పరుగులు చేసి వెనుతిరగ్గా తర్వాత వచ్చిన రిషబ్ పంత్ ఇరవై పరుగులు చేసి అవుట్ అయ్యాడు అనంతరం క్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కోహ్లీ నాలుగో వికెట్ కు నూట పరుగులు జోడించారు ఈ క్రమంలో కెరీర్లో నలభై రెండవ శతకం నమోదు చేసిన కోహ్లీ నూట ఇరవై పరుగులు చేసి పెవిలియన్ చేరాడు మరోవైపు అర్ధశతకం పూర్తి చేసుకున్న శ్రేయాస్ డెబ్బై ఒక్క పరుగులు చేసి అనంతరం నిష్క్రమించాడు చివర్లో త్వర త్వరగా వికెట్లు కోల్పోయిన భారత్ యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు పరుగులు చేసింది రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మొదట్లో నిలకడగా ఆడినప్పటికీ వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది ఫలితంగా విండీస్ ఇన్నింగ్స్ ను నలభై ఓవర్లకు కుదించిన అంపైర్లు లక్ష్యాన్ని రెండు వందల డెబ్బైగా నిర్దేశించారు తర్వాత ఓపెనర్ క్రిస్ గేల్ పదకొండు పరుగులు చేసి పెవిలియన్ చేరాక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది మరో ఓపెనర్ లెవిస్ అరవై ఐదు పోరన్ నలభై రెండు పరుగులు మినహా మిగతా బ్యాట్స్మెన్ చెప్పుకోదగిన పరుగులు చేయలేదు ఫలితంగా నలభై రెండు ఓవర్లలో రెండు వందల పది పరుగులకు విండీస్ జట్టు ఆలౌట్ అయింది భారత బౌలర్లో భువనేశ్వర్ నాలుగు వికెట్లతో రాణించగా షమీ కుల్దీప్ చెరో రెండు జడేజా ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ తీశారు కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలు సాధించాడు ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గాను అతి తక్కువ ఇన్నింగ్స్లో రెండు పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు కోహ్లీ ఇరవై పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెస్టిండీస్పై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు ఇంతకుముందు ఈ రికార్డు పంతొమ్మిది పరుగులతో పాకిస్తాన్కు చెందిన జావేద్ మియాందాద్ పేరిట ఉంది దానిని విరాట్ అధిగమించాడు అతి తక్కువ ఇన్నింగ్స్లో ఒక జట్టుపై రెండు పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్గాను కోహ్లీ చరిత్ర సృష్టించాడు కేవలం ముప్పై నాలుగు ఇన్నింగ్స్లో పై విరాట్ ఈ ఘనత సాధించాడు తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై ముప్పై ఏడు ఇన్నింగ్స్లో సచిన్ టెండూల్కర్ కూడా ఆస్ట్రేలియాపై నలభై ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం